సో స్వాగతం people welcome back to my channel ఇది ఎక్స్ట్రాస్ కాపీ కాపీ ఏ intro copy okay okay okay okay అర్థమైంది సారీ సారీ అయ్యే మళ్ళీ నమస్కారం people original idea yeah so మీ అందరికీ తెలిసిందే నేను నేను ఒక ఎక్స్ట్రాడినరీ స్ట్రీమ్ చేశాను లేదు లేదు లేదు గుడ్ స్ట్రీమ్ చేశారు అంటే ఒక బెటర్ స్ట్రీమ్ చేశారు ఒప్పుకుంటున్నా ఒక వేస్ట్ స్ట్రీమ్ చేశా ఎవరిదో మా కష్టం సోయా సో యా సో మామూలుగా అయితే ఎవరైనా వేరే వాళ్ళ మీద రియాక్షన్ చేస్తారు కానీ మనకంత పాపులారిటీ లేదు కాబట్టి నేను నా స్ట్రీమ్ మీదనే రియాక్షన్ చేయబోతున్నా సో ఈరోజు మనం రియాక్షన్ రియాక్షన్ అనే ఆట ఆడబోతున్నాం so let's begin game and మామూలుగా అయితే ఎవరైనా స్ట్రీమ్ ఎంతసేపు చేస్తారు one hour one and half hour two hours లేకపోతే తనకి ఇష్టం ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనే చేస్తాడు ఆ ఇష్టం కానీ మనం ఎన్ అవర్స్ అవర్స్ కూడా సార్ ఎన్ని మినిట్స్ చేస్తామో తెలుసా ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ నాకు తెలిసి నా ఛానల్లో దొరికేంత వేస్ట్ కాంటెంట్ ఇంకెక్కడ దొరకదు sorry I take my words back sorry యాక్చువల్గా ఈడ నేను ఏదో ఒకటి కొత్తగా క్రియేటివ్గా ఆలోచిద్దాం అనుకున్నా కానీ మైండ్లో వచ్చింది చెప్పిన సో దాన్ని కొంచెం నోటీస్ చేయకండి first video okay sorry I am starting my first video in this channel and that is live stream of Free Fire yeah live stream of Free Fire so బేసికల్గా నేను నాకు తెలిసి మొన్న జరిగింది అనుకుంటా నేను ప్లాటినం ఫోర్ వరకు వచ్చిన యా ప్లాటినం ఫోర్ జస్ట్ కొంచెం ఉండే టైమ్ వన్లో వన్లోకి పోతుండే అయిపోయింది లైన్గా మ్యాచ్లన్నీ ఓడిపోయినా అంటే ఇప్పుడు ప్లాటినం టూ అనుకుంటా రైట్ ah, ఇప్పుడు ప్లాటినం టూ లైన్ ఎప్పుడో ప్లాటినం ఫోర్లో అంట గేమ్లన్నీ ఓడిపోయి లైన్గా ప్లాటినం టూలోకి వచ్చినావంట ఎవడగా నమ్ముతాడారా నేను ప్లాటినం ఫోర్లో ఉండేటోనివి ప్లాటినం టూలోకి వచ్చినావు అది కంటెంట్ కోసం ఏమని చెప్తావు కదా నువ్వు ఏం అట్లా చూస్తున్నా నార్మల్ సార్ బయటకు పోండి ముందు బయటకు పోండి అంటే ఇంకా నాకు కోపం వచ్చి డన్ ఇట్లా కాదు ఎట్లన్నా చేయాలని ఖచ్చితంగా డైమండ్ వల్ల పోవాలి సో అందుకనే ఫస్ట్ ఇది నా ఏంటిది ముందు వార్మప్ మ్యాచ్ అంటారు right like that class card is my warmup match so నేను ఫస్ట్ వార్మప్ మ్యాచ్ ఆడుతున్నాను అనమాట హాయ్ బ్రో హాయ్ వర్పన్న hi hi Syrax gaming shout out for you Syrax gaming అసలు ఆ వీడియో క్వాలిటీ ఏంటి లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు వీడియో క్వాలిటీ ఎలా ఉంది సౌండ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఏం చూసుకోగలేదు చాట్ ఓపెన్ చేసి ఇట్లయితుందండి షర్ట్ ఓకే రివైవ్ ఇప్పుడు రివైవ్ నేను చూసుకుంటా ఒక్కొక్క నాలుగు యా ఇప్పుడు వేసుకుంటా అది ఒక్కొక్క నాలుగు వేసే ముందు నేను మెడిగేట్ వేసుకుంటా మెడిగేట్ వేసుకోకపోతే ఆ నన్ను ముందు ఆడే నన్ను వేసేస్తాను అదో రైమింగ్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు తప్ప నేను ఇవన్నీ అది తప్ప నువ్వు ఇంకేం చేస్తావు వీడు కింద ఏంటి నేను అవసరంగా పైకి వెళ్తున్నాను ఏమో చూ పైన కూడా ఉన్నాడేమో విక్టరీ అయ్యా నేను ఏం చేయకుండానే విక్టరీ అయింది చీ నెక్స్ట్ గేమ్ ఏదో ఒకటి చేయాలి పక్క యాక్చువల్గా నేను ఇంకా రియాక్ట్ చేద్దాం అనుకున్నాను రియాక్ట్ చేద్దాం అనుకున్నా కానీ రియాక్ట్ చేసేదాలే లేదు ఎందుకంటే ఇక్కడ వరకు కరెక్ట్గా అంటే నేను స్ట్రీమ్ చేసింది కరెక్ట్గా వచ్చింది కానీ తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వడం లేకపోతే కొంచెం బిట్ మిస్ అయిపోవడం అలా అయింది అసలు స్ట్రీమ్ కరెక్ట్గా రాకుండా ఉండడానికి మెయిన్ కారణం నేను డేటా ఆన్ చేయకుండా వైఫై ఆన్ చేశాను చాలు చాలు చాలు చాలు చాలు సో ఫ్రెండ్స్ రియాక్షన్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా నుంచి మీకు ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేము ఏ కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్స్ రావాలంటే కింద ఉన్న గంటని గట్టి కొట్టండి కానీ సౌండ్ రాదు బాయ్ వీళ్ళు మళ్ళీ వచ్చారు నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఎంత వెళ్ళమని బాయ్ బాయ్ బాయ్ బాయ్